Hello everyone welcome to achievers academy friends ఈరోజు మనం అక్టోబర్ మంత్లీ కరెంట్ అఫైర్స్లో పాలిటీ మరియు సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చేసేద్దాం so here I would like to say one important point that TSPSC prelims అనేది మనకు అయిపోయింది గ్రూప్ వన్ సో మెయిన్స్ వస్తున్నందున కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ని కూడా I will try to give you more perspective towards the mains especially పాలిటీలో అండి మనము టీఎస్పిఎస్సి గ్రూప్ వన్లో మెయిన్స్కి వచ్చినట్టయితే which you see the mains topics మీకు ఎస్ఏలో కానివ్వండి సోషల్ ఇష్యూస్ పేపర్లో కానివ్వండి హయ్యెస్ట్ వెయిటేజ్ ఉంది సో కాబట్టి to understand the statistics which are given especially from social issues and judgments which are given in polity is very important to gain good marks ఒక ఎస్సేలో ఇలాంటి స్టాట్స్ రాస్తేనే మీకు పాయింట్స్ వస్తాయి కాబట్టి I hope you will note down all the important points and I will also try to explain each and every topic from the perspective of the mains okay so now coming to the current affairs first current affair అండి యుఆర్ two point zero scheme has been launched by ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ ఓకే అసలు యువ అంటే ఏంటి YUVA two point zero young upcoming and versatile authors YUVA is nothing but young upcoming versatile authors ఇండియాలో కూడా బుక్ రీడింగ్ బుక్ రైడింగ్ కల్చర్ని book reading and book writing కల్చర్ని ఇన్వైట్ చేసేందుకు గాను తీసుకొచ్చినటువంటి ఒక స్కీమే YUVA scheme young upcoming versatile authors అంటే you are creating a next generation of authors you are making youth to come and write books about the culture heritage of India okay ఈ స్కీమ్ వచ్చేసి twenty two languages twenty two languages languages which are twenty two language అంటే ఏంటంటే స్కెడ్యూల్ ఎయిట్ లాంగ్వేజెస్ స్కెడ్యూల్ ఎయిట్లో ఉన్నటువంటి లాంగ్వేజెస్ ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆథర్గా అవ్వాలనుకున్న వారు వారి యొక్క రైటింగ్స్ని సబ్మిట్ చేసేసి they can gain benefit from this scheme by meeting professional authors and getting train to be a professional author అంటే ట్రైనింగ్ కూడా పొందగలుగుతారు ఈ స్కీమ్ ద్వారా యువ అనే ఈ స్కీమ్ ఎవరి ఆధ్వర్యంలో వస్తుందండి స్కీమ్ చదివేటప్పుడు always remember under which ministry which department and who is the implementing body of this scheme okay YUVA scheme comes under department of higher education okay department of higher education I'll write simply department of higher education don't mind spelling mistakes department of higher education అండి దేని కింద వస్తుందండి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో ఉంటుంది మరి దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరండి national book trust NBT national book trust of India దీన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి agency okay so if not this నేను స్లైడ్లో కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను you can note down so department of higher education ministry of education వారి ఆధ్వర్యంలో ఉంటుంది ఈ యొక్క scheme YUVA young upcoming versatile authors మళ్ళీ నోట్ చేసుకోండి young upcoming versatile authors so national book trust under ministry of education వారి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ మేజర్ ఎయిమ్ ఏంటి to pro promote reading writing and book culture in India significance ఏంటండి to develop a stream of writers who can write on large spectrum of subjects like history of India culture of India knowledge systems in India okay this scheme is available to 22 languages of schedule 8 including with english okay so this is what about the yuva scheme <coughs> next important current affair from polity and social issues is global hunger index so whenever you see an index ఈ ఇండెక్స్ని చూసినప్పుడు మీరు ఈ ఇండెక్స్ని ఏ విధంగా మెయిన్స్లో ఉపయోగించుకోగలరు this is one important point you have to note how you are going to utilize so before knowing going into utilization అసలు యూటిలైజ్ ఎలా చేయాలంటే కూడా ఏ ఇండెక్స్ అయినా చూసినప్పుడు one thing who gives this index note down who gives this index who who okay what next is what what is considered in this index అంటే పారామీటర్స్ ఏం తీసుకుంటున్నాం పారామీటర్స్ ఏం తీసుకుంటున్నాం what does this index they what does the index take into consideration while giving a rank so next is rank what is the rank of your country in this index not just this year rank you should also always watch previous year rank అంటే గత సంవత్సరంలో వచ్చినటువంటి ర్యాంకును కూడా గుర్తుపెట్టుకుంటే ఆ సంవత్సరంతో పోల్చుకొని ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అని తెలుసుకోవాలి ఎవరిస్తారు ఓకే దాంట్లో ఏమేమి కన్సిడర్ చేసుకుంటాము మన యొక్క ర్యాంక్ ఎంత అన్న ఈ మూడు పాయింట్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి very very important okay so these three are very important to note down when coming back దీన్ని మెయిన్స్లో ఎలా ఉపయోగించుకుంటామని చెప్పాను మెయిన్స్లో ఎలా అండి మీకు పవర్టీకి సంబంధించి మెయిన్ సిలబస్లో ఉంది సోషల్ ఇష్యూస్లో పవర్టీకి సంబంధించి మీకు ఒక ఎస్సే ఉంది సో అక్కడ మీరు హంగర్ని పవర్టీని లింక్ చేస్తూ రాస్తున్నప్పుడు భారతదేశంలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం భారతదేశంలో ఇంత శాతం మంది చైల్డ్ చిల్డ్రన్ అనేవారు చైల్డ్ వేస్టింగ్లో ఉన్నారు సో దీన్ని కోడ్ చేయాలి మీరు కోడ్ చేయండి global hung according to global hunger index twenty twenty two that India has nineteen percent of child wasting which is highest in the world అన్నట్టుగా మీరు ప్రొవైడ్ చేస్తే your answer will get wonderful marks so utilise this data in such way so coming back to this current affair global hunger index who gives this who gives this this is given by two ngos namely concern worldwide and wealth hunger health these two are uh, European NGOs don't worry స్లైడ్స్లో నేను మొత్తం డేటా ఇచ్చాను సో డేటాకి వెళ్ళే ముందు ప్రస్తుతం ఇండియా యొక్క ర్యాంక్ ఎంత గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో India's rank is one nought seven out of one twenty one countries okay Afghanistan మొత్తం ఆసియాలో ఇండియా సెకండ్ లీస్ట్ ర్యాంక్లో ఉంది చాలా వర్స్ట్ పొజిషన్లో ఉన్నాం ఆఫ్ఘనిస్తాన్ ఒకటే మనకంటే వర్స్ట్ పొజిషన్లో ఉంది one nought nine all the neighbouring countries of India scored better than India Pakistan మనకంటే బెటర్ ర్యాంక్లో ఉంది పాకిస్తాన్కి నైంటీ నైన్ ర్యాంక్ వచ్చింది బంగ్లాదేశ్ శ్రీలంక ఇవన్నీ కూడా మనకంటే బెటర్ పొజిషన్లో ఉన్నాయి అండ్ ఇండియాస్ ఓవరాల్ స్కోర్ ఎంత గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో స్కోర్ కూడా ఉంటుంది ఎంత వచ్చింది ఇండియా స్కోర్ అంటే twenty nine point one marks వచ్చాయి ఇండియాకి ట్వంటీ నైన్ పాయింట్ వన్ ముఖ్యంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో అండి ర్యాంక్ మార్క్స్ వచ్చేసి జీరో టు హండ్రెడ్ ఉంటాయి జీరో అంటే బెస్ట్ అసలు ఆ కంట్రీలో ఆకలి లేనని అర్థం హండ్రెడ్ అంటే వర్స్ట్ ఆ కంట్రీలో ఉన్నదంతా ఆకలి అని అర్థం వర్స్ట్ వర్స్ట్ మార్క్స్ సో ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి మార్కులతో మనం సివియర్ కండిషన్లో ఉన్నామని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది okay and next seventeen countries టాప్లో నిలిచాయండి అందులో చైనా ఉందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి so globally seventeen countries including China Turkey Kuwait Latvia Lithuania Croatia Estonia వచ్చేసి టాప్ కంట్రీస్గా నిలిచాయి so as a set you first thing note down చేసుకోవాల్సిందేంటి ఎవరిస్తారు ఎవరిస్తున్నారండి యూరోపియన్ ఎన్జిఓస్ అయినటువంటి Concern Worldwide and Welt hunger వారు ఇస్తారు దీంట్లో స్కోరింగ్ వచ్చేసి జీరో టు హండ్రెడ్ పాయింట్స్లో ఇస్తాం జీరో వచ్చేసి బెస్ట్ హండ్రెడ్ వచ్చేసి వర్స్ట్ అలానే దీంట్లో యూజ్ చేసేటటువంటి data last five years countries నుంచి డాటా పోగు చేసిన తర్వాత తీస్తాం whenever you're giving ranking you consider last five year data so in this you have consider data from two thousand seventeen to twenty one so next is parameters అసలు ఏ పారామీటర్స్తో ఇది ఇస్తున్నాను ర్యాంక్ నేను అంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నాలుగు ఇంపార్టెంట్ పారామీటర్స్ని కన్సిడర్ చేస్తుంది what are those undernourishment child stunting child wasting child mortality okay అసలు అండర్ నోరిష్మెంట్ అంటే మీకు సరిపడే న్యూట్రిషన్స్ దక్కట్లేదు you are not complete full of meal nutrient child stunting child stunting అంటే మీ వయసుకి మీ హైట్కి సంబంధం లేదు age and height age and height మీ వయసుకి మీరు ఆరు అడుగులు ఉండాలో లేదా ఐదు అడుగులు ఉండాలి లేదా నాలుగు అడుగులు ఉండాలి మీరు ఆ హైట్ అందుకోలేకపోతున్నారు ఎందుకంటే మీకు సరిపడా న్యూట్రిషన్స్ అందలేదు next child wasting child wasting అంటే మీ హైట్కి మీ బరువు చాలా తక్కువగా ఉంది weight weight to height okay మీ యొక్క పొడుక్కి మీ వెయిట్ అనేది సరిపోవట్లేదు మీరు ఆరు ఉండి మీరు యాభై కిలోలు ఉన్నారంటే ఎందుకండి so that's what child wasting next is child mortality ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు ఐదు సంవత్సరాల లోపు పుట్టిన వెంటనే పుట్టిన తర్వాత సరైన న్యూట్రిషన్స్ అందక అనేది child mortality so what are the four parameters child stunting child wasting undernourishment and child mortality okay So Global Hunger Index the tool comprehensive measures and tracks the hunger at global, regional and national levels. కేవలం గ్లోబల్ లెవెలే కాదండి రీజనల్ లెవెల్స్లో అంటే South Asia region okay European region ఇలా కూడా కన్సిడర్ చేస్తుంది అయితే మొత్తం ఉన్నటువంటి అన్ని రీజన్స్లో ఎక్కువ హంగర్ ఏ రీజన్లో ఉందంటే మన South Asian region is the most hunger affected region in the world so దాని గురించి కూడా చూద్దాం ఇండియా యొక్క ర్యాంక్ వన్ నాట్ సెవెన్ అని చెప్పాను out of one twenty one ఇది కూడా ఇంపార్టెంట్ ఎన్ని కంట్రీస్ని కన్సిడర్ చేసుకున్నారని because it changes from year to year so ప్రపంచంలోనే అత్యధిక పాపులేషన్ లేదా అత్యధిక పర్సంటేజ్ ఆఫ్ చైల్డ్ వేస్టింగ్ ఉంది ఏ దేశంలో అంటే భారతదేశంలో note this down very important with its child wasting rate at 19.3% being the highest in the world. ప్రపంచంలోనే అత్యధిక చైల్డ్ వేస్టింగ్ పర్సంటేజ్ ఉన్నటువంటి దేశం భారతదేశం nineteen point three percent okay with score of twenty nine point one చెప్పాను కదా we are in the serious category ఆసియా మొత్తంలో ఆఫ్ఘనిస్తాన్ ఒకటే మనకంటే వర్స్ పొజిషన్లో ఉంది with one nought nine rank behind India all other countries were better than India అన్ని కంట్రీస్ ఇండియా కంటే బెటర్గా ఉన్నాయి in twenty twenty one India ranked చూడండి ప్రీవియస్ ఇయర్స్ కూడా చూడాలన్నా కదా ట్వంటీ ట్వంటీ వన్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి one nought one out of one sixteen countries ఈరోజు వన్ ట్వంటీ వన్ ఆ రోజు one sixteen countries okay twenty ట్వంటీలో మనం నైంటీ ఫోర్త్ పొజిషన్లో ఉండే next as a schedule you here the data is provided for you at international level regional level and national level అంతే కదా సో రీజియన్ వైజ్గా చూసుకున్నట్టయితే South Asia is highest hunger Asia or region in the world is the region where world highest hunger level has highest child stunting by, by far and highest child wasting rate in the world. ఇందులో ఇండియాలో ప్రపంచంలోనే అత్యధిక పర్సంటేజ్ ఆఫ్ చైల్డ్ వేస్టింగ్ ఉంది what is child wasting again I'm saying child wasting అంటే మీ హైట్కి సరిపడే బరువు లేకపోవడమే child wasting okay so India's performance నేను నాలుగు ఇండికేటర్స్ చెప్పాను కదా child stunting child wasting undernourishment child mortality ఇవన్నిట్లో గత సంవత్సరం నుంచి పోల్చుకుంటే భారతదేశం ఏమైనా మెరుగుపరిచిందా దాని పర్సంటేజెస్ ఎంతో కూడా తెలుసుకోవాలి కదా తెలుసుకుందాం సో చైల్డ్ వేస్టింగ్లో ఆల్రెడీ చూసాం India has the highest percentage of child wasting in the world ప్రపంచంలోనే అత్యధిక చైల్డ్ వేస్టింగ్ ఉన్న దేశం భారతదేశం ఇండియా చైల్డ్ వేస్టింగ్ లే rate that is low weight for height uh, at 19.3% is worse uh, than the levels recorded in 2014 and even in 2000. అంటే ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే మనం చైల్డ్ వేస్టింగ్ని ఇంక్రీజ్ చేసుకున్నాం తగ్గించుకోలేదు కాబట్టి వర్స్ పొజిషన్లో ఉన్నాం it is highest for any country in the world and drives of the reasons average owing to India's large population మనకున్నటువంటి లార్జ్ పాపులేషన్ వల్ల పూర్తి సౌత్ ఏషియా కూడా బద్నామైపోయిందని చెప్పి చెప్తుందనమాట Next, undernourishment. The prevalence of undernourishment has also risen. Undernourishment కూడా పెరిగింది ఓకే భారతదేశంలో పద్నాలుగు పాయింట్ ఆరు శాతం ఉన్నటువంటి అండర్ నోరిష్మెంట్ నేడు పదహారు శాతానికి చేరుకుందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి it implies the two hundred and twenty four million people in India out of eight hundred and twenty eight million globally are considered to be undernourished ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అండర్ నోరీస్డ్ పాపులేషన్లో అంటే సరైన న్యూట్రియన్స్ అందనటువంటి ఆహారం సేవించేటటువంటి పాపులేషన్లో ఒకటి బై నాలుగో వంతు దాదాపు వన్ ఫోర్త్ పాపులేషన్ భారతదేశంలోనే ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి the indicator measures the proportion of population facing chronic deficiency of dietary energy intake మీరు తినేటటువంటి ఆహారంలో సరిపడే న్యూట్రియంట్ లేకుంటే మిమ్మల్ని అండర్ నోరీష్డ్ అంటారు విటమిన్స్ ఎసెన్షియల్ విటమిన్స్ అందకపోయినా ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అందకపోయినా మీరు అండర్ నోరిష్గా ఉంటారు నెక్స్ట్ చైల్డ్ స్టంటింగ్ మోర్టాలిటీలో ఈ రెండు కేటగిరీలో కొంత మెరుగుపరిచామండి we improved bit okay India has shown improvement in child stunting and child mortality child stunting అంటే మీ ఏజ్కి సరిపడే హైట్ లేకపోవడమే child stunting so decline from thirty eight percent to thirty five percent పెద్ద మార్పు లేదు కానీ thirty eight point seven percent నుంచి థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్లో ఉన్నాం అయినా కూడా కొంచెం ఎక్కువనే ఉంది చైల్డ్ మోర్టాలిటీ కూడా తగ్గిందండి నాలుగు పాయింట్ ఆరు శాతం ఉన్నటువంటి చైల్డ్ మోర్టాలిటీ నేడు మూడు పాయింట్ మూడుకు చేరుకుందన్న విషయాన్ని రాసుకోవాలి this data is very essential to be written data percentages రాయాలి ఆన్సర్స్లో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యాం ఎంత పర్సంటేజ్ తగ్గామని రాస్తేనే మీకు మంచి మార్క్స్ వస్తాయి ఓకే నెక్స్ట్ <clears throat> అండి ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మొత్తంలో ఆల్రెడీ చూసాం top performer countries like Belarus Bosnia Herzegovina Chile China Croatia ఇవన్నీ కూడా top five countries China top ఫైవ్లో ఉందని గుర్తుపెట్టుకోండి వర్స్ట్ పర్ఫార్మింగ్ అంటే లీస్ట్ ఉన్నటువంటి కంట్రీస్ మడగాస్కర్ ఇక్కడ కరువు అనేది నెలకొంది దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కూడా కరువు ఉంది జనాలందరూ కూడా మట్టిని తింటూ బతుకుతున్నారు అక్కడ Central African Republic Yemen Democratic Republic of Congo and Chad are the bottom countries in the global hunger index next important index కూడా ఈ మంత్లో రిలీజ్ అయిందండి that is global multidimensional poverty index same పా ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ అంటే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్లో స్కోరింగ్ ఉంటుందా పారామీటర్స్ ఏంటి మరి ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి పొజిషన్ ఏంటి కంపేర్ విత్ గ్లోబల్ ప్రపంచంతో కంపేర్ చేయండి మరి రీజనల్ వైజ్గా ఇస్తే రీజన్ వైజ్గా కన్సిడర్ చేయండి లేదా ఇన్సైడ్ ద నేషన్ అంటే స్టేట్స్ రూపంలో వస్తే అలా కూడా కన్సిడర్ చేయండి okay so this who gives this who gives this global multidimensional poverty index. Global multidimensional poverty index is given by UNDP, United Nations Development Program plus uh, Oxford, uh, Oxford, okay, Oxford. So these are the two institutions which give this index called Global Multidimensional Poverty Index. So data I will love to show you an infograph. Here you can see the infograph. Like global multidimensional poverty index ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు it was started from the year two thousand ten first given in the year two thousand ten in multidimensional poverty index global multidimensional poverty index ranking or marking is given from zero to one zero is best and one is worst best worst okay అంటే జీరో అంటే పవర్టీ అనేది తక్కువ ఉంది వన్ అంటే poverty is more okay empire ranges from 0 to 1 higher the values implies higher poverty it is given by two institutions that is UNDP United Nations Development Program another is Oxford Poverty and Human Development Initiative okay one is uh, Oxford Poverty and Human Development Initiative okay included with who is the other one? The other one is United Nations Development Program. So next parameters ఏం తీసుకుంటాం multi dimension poverty index question అడిగారండి direct question in UPSC mains what is multidimensional poverty index explain multidimensional poverty index direct question so కాబట్టి డేటా తెలియాలి okay so next what are the different dimensions you take in this multidimensional poverty index ఒకటి వచ్చేసి హెల్త్ హెల్త్లో న్యూట్రిషన్ మరియు child mortality are the indicators ప్రతి దానికి వన్ థర్డ్ వేటేజ్ ఉంటుందండి వన్ థర్డ్ వేటేజ్ దాంట్లో ఉన్న దానికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది okay nutrition and health education కింద ఫోర్ ఇండికేటర్స్ ఉన్నాయి ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఎన్ని సంవత్సరాలు స్కూలింగ్ అవుతుంది ఒక్కో మంచికి ఒక్కో విద్యార్థికి స్కూల్ అటెండెన్స్ ఎంత పర్సంటేజ్ ఉంది okay so these two are one of the most important indicators next standards of లివింగ్లో కుకింగ్ ఫ్యూల్ ఏ ఫ్యూల్ వాడుతున్నారు బొగ్గు వాడుతున్నారా చెక్క వాడుతున్నారా కుకింగ్ గ్యాస్ వాడుతున్నారా శానిటేషన్ ఏ విధంగా ఉంది drinking water availability electricity housing and assets note them down note them down okay three dimensions health education standard of living within health child mortality and nutrition within education years of schooling and school attendance within the dimension of standards of living, cooking fuel, sanitation, drinking water, electricity, housing and assets. Okay, so now coming back. What are the key findings? So you have learned everything here. ఇక్కడ కొంత స్టాటిక్ అంతా నేర్చుకున్నారు మరి గ్లోబల్ సినారియో ఏంటి ఇండియన్ సినారియో ఏంటో ఇక్కడ ఉంది బట్ బిఫ్ I hope this is small so I went here back so global data చూద్దాం So what is the global data which shares about the multidimensional poverty? So even main సిలబస్లో కూడా మనకుంది పావర్టీ ఉంది హంగర్ ఉంది ఇంతకుముందు హంగర్ గురించి నేర్చుకున్నాం ఇప్పుడు పావర్టీ గురించి నేర్చుకుంటున్నాం how can you utilize this you can say according to global multidimensional poverty index most amount of poor children చిల్డ్రనే ఎక్కువ పోగా ఉన్నారు comparatively okay so eighteen years కంటే తక్కువ వయసు ఉండే వ్యక్తులు పాపులేషన్ ఎక్కువగా ఉంది పోవర్టీలో and you can write by using this data okay so global data around one point two billion people are multidimensional poor అండి okay nearly half of them live in severe poverty అందులో సగం మంది సివియర్ పూపర్టీలో పావర్టీలో ఉన్నారు half of the poor people are children సగం మంది పాపులేషన్లో ఉన్నటువంటి మల్టీ డైమెన్షనల్ పువర్ వారి ఏజ్ ఎయిటీన్ కంటే తక్కువ ఉంది హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పూర్ ఉన్నటువంటి రీజియన్ ఏది అంటే sub Saharan region sub Sahara రీజియన్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పూర్ ఉన్నారు రెండో స్థానంలో సౌత్ ఏషియా ఉంది హంగర్ ఇండెక్స్లో అయితే సౌత్ ఏషియాలోనే highest number of hunger people ఉన్నారు two regions together are the home for eighty three percent of the poor people ప్రపంచంలో ఎనభై మూడు శాతం పూర్ ఎక్కడి నుంచి వస్తున్నారు మన సౌత్ ఏషియా రీజియను మరియు సబ్ సహారా రీజియన్ నుంచే వస్తారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి next what are the key findings about India భారతదేశం గురించి ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది India has the largest number of poor people worldwide very important ఇది రాయాలి మీరు according to the global multidimensional poverty index India is the home for the largest poor population ప్రపంచంలోనే అత్యధిక పోవర్టీ కలిగినటువంటి పాపులేషన్ ఉన్న దేశం భారతదేశం around twenty two point eight crore people రెండో స్థానంలో నైజీరియా కేవలం తొమ్మిది పాయింట్ ఆరు కోట్లు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై రెండు శాతం పాపులేషన్ పవర్టీలో మగ్గుతుందన్న విషయంని you can write in your answer you can start your poverty answer with this according to global multidimensional poverty index India is the home for the largest number of multi dimension poor in the world with twenty two point eight crore చాలా వండర్ఫుల్గా ఉంటుంది తెలుగులోనైనా ఇంగ్లీష్లోనైనా next as of as many as forty one point five crore పీపుల్ని మనం పావర్టీ నుంచి లిఫ్ట్ చేశాము గడిచినటువంటి పదిహేను సంవత్సరాల్లో ఓకే అయినప్పటికీ India is still home for the largest poor population in the world okay improvement in the multidimensional poverty index for India has significantly contributed to the decline in poverty in South Asia భారతదేశంలో పవర్టీని తగ్గించినందుకే సౌత్ ఏషియా రీజన్లో కూడా పవర్టీ తగ్గిందని ఈ రిపోర్ట్ చెప్తుంది అలానే స్టేట్ వైజ్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే అండి బీహార్ వచ్చేసి హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పవర్టీ ఉన్నటువంటి రాష్ట్రం one of the highest percentage of poverty ఉన్నటువంటి రాష్ట్రం చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ చూపించింది గడిచినటువంటి ఆరు సంవత్సరాలు అని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది Bihar the poorest state in two thousand fifteen sixteen saw the fastest reduction in the multidimensional poverty index value చెప్పాను కదా జీరో టు వన్ ఉండాలి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది కాబట్టి అది రిడక్షన్ చూపించింది So this is one of the important point. The percentage of poor in Bihar fell from seventy seven percent to thirty four point seven percent అనేది గుర్తుపెట్టుకోవాలి టెన్ పూరెస్ట్ స్టేట్స్లో ఒకే ఒక స్టేట్ కొంత బెటర్ పర్ఫామ్ చేసిందని భారతదేశంలో టాప్ టెన్ పూరెస్ట్ స్టేట్లో వెస్ట్ బెంగాల్ అనేది ఒకటి it is the only state which showed better performance when compare to other states which are poor other poor states ఏంటండి భారతదేశంలో అంటే బీహార్ జార్ఖండ్ ఒకటి Odisha Chhattisgarh Rajasthan Madhya Pradesh Meghalaya and Assam okay these remain unchanged ఎక్కువ చేంజ్ ఏం చూపెట్టలేదు across the states the union territories in India the fastest reduction in relative terms was in Goa followed by Jammu Kashmir Andhra Pradesh Chhattisgarh and Rajasthan better improvement గోవాలో చూసామన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి so next poverty among children as స్టార్టింగ్లో నేను చూశాను 50% of the multidimensionally poor are children. So poverty among children fell faster in absolute terms, although India still has highest number of poor children in the world. ప్రపంచంలోనే అత్యధిక పువర్ చిల్డ్రన్ ఉన్నటువంటి దేశం భారతదేశం ప్రతి ఐదుగురిలో ఒకరు పవర్టీని అనుభవిస్తున్నారండి భారతదేశంలో చిల్డ్రన్స్లో one in five children one in five children are poor in India compared to the adult పాపులేషన్లో వన్ ఇన్ సెవెన్ ప్రతి ఏడుగురిలో ఒకరు పావర్టీని అనుభవిస్తున్నారు so next reduction of poverty in region wise okay region wise అంటే అర్బన్లో పవర్టీ ఎలా ఉంది రూరల్లో పవర్టీ ఎలా ఉంది ఆబ్వియస్లీ రూరల్లో పావర్టీ అనేది ఎక్కువగా ఉంటుంది బట్ రిడక్షన్ కూడా అదే విధంగా జరిగింది అర్బన్లో పవర్టీ అనేది తక్కువగా ఉంటుంది basic common sense so the incidence of poverty fell from thirty six point six percent to twenty one point two percent from two thousand fifteen sixteen to two thousand nineteen twenty one in rural areas rural ఏరియాస్లో దాదాపు ఆల్మోస్ట్ లాస్ట్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ తగ్గుముఖం చూసింది and in rural from urban areas nine point zero percent ఉన్నటువంటిది ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది there was a reduction of three point five percentage reduction ఇక్కడ అక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ రిడక్షన్ గడిచినటువంటి ఆరు సంవత్సరాల్లో this is the improvement what India could show so here we end this topic I hope you will write see when there could be direct question ఒక పావర్టీ మీద మల్టీ డైమెన్షనల్ పావర్టీ గురించి రాయాలి అంటే మీరు ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్నే కోట్ చేయాలి saying that multidimensional poverty index given by given by Oxford and UNDP is the major considerable indicator to understand what exactly is multidimensional poverty. In this you have three indicators. What are the indicators you use? Health, education and standard of living health కింద ఏమేమి కన్సిడర్ చేసుకుంటున్నాం న్యూట్రిషన్ని కన్సిడర్ చేసుకుంటున్నాం న్యూట్రిషన్తో పాటు ఇంకేం కన్సిడర్ చేసుకుంటున్నాం చైల్డ్ మోర్టాలిటీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో చూడండి హౌసింగ్ ఉంది అసెట్స్ ఉన్నాయి ఓకే ఇవన్నీ గవర్నమెంట్ స్కీమ్స్తో లింక్ అవుతాయి హౌసింగ్ అంటే ఒక భారతదేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇంప్లిమెంటేషన్ ద్వారానో లేదా మీరు తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ద్వారా ఎంత శాతం పోవర్టీని తగ్గించగలుగుతున్నాం అనేది ఒక ఆలోచన న్యూట్రిషన్ ఉంది న్యూట్రిషన్ అంటే పబ్లిక్ మీకు పోషణ అభియాన్ కింద ఎంత న్యూట్రిషన్ అనేది ఇంప్రూవ్ అయింది భారతదేశంలో చిల్డ్రన్స్లో మదర్స్లో లాక్టికేటింగ్ మదర్స్లో ఓకే అలానే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్లో మీకు ఫోర్టిఫైడ్ రైస్ సప్లై చేయడం ద్వారా ఎంత పోవర్టీ ఇంప్రూవ్ ఎంత న్యూట్రిషన్ అనేది పెరిగింది అలా రాసుకోవచ్చు years of schooling school attendance okay next cooking fuel మన ప్రధానమంత్రి స్కీమ్ కింద you are getting subsidize cooking fuel so how it is improving the standard of living of women ఎట్లా మీ యొక్క వంట రూమ్లు అన్నీ కూడా డీకంజెస్ట్ అయ్యాయి ఈరోజు అంటే పొగ లేకుండా క్లీన్గా ఎలా అయ్యాయి because of cooking fuel gas cooking fuel supply చేయడం వల్ల శానిటేషన్ శానిటేషన్ కింద ఏం రాస్తారు scheme you have to show that under Pradhan Mantri Swachh Bharat యోజన స్వచ్ఛ భారత్ యోజన ఉంది స్వచ్ఛ భారత్ యోజన కింద ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఉంది ఓపెన్ డెఫికేషన్ ప్లస్ ఉంది you have to show them drinking water now drinking water తెలంగాణలో ఉంది మిషన్ భగీరథ రాయింది తెలంగాణ అయితే నేషనల్ లెవెల్లో రాయాలనుకుంటే మీరు showcase the national scheme of supplying water functional tap holes to the houses you can write that so all these అసెట్స్లో రాయండి దళిత బంధు స్కీమ్ రాయండి so by utilizing these schemes the poverty multidimensional poverty in Telangana can be reduced so ఇలా వీటికి మీరు ఎగ్జాంపుల్స్ రాస్తూ ఆన్సర్ రాస్తే you will get a good marks next important current affair this is basically Telangana current affair అండి నేను అక్కడ స్కిప్ అయ్యాను కాబట్టి ఇక్కడ రాస్తున్నాను so Swachh Survekshan Grameen twenty twenty two award Telangana wins the first prize already మనం స్వచ్ఛ సర్వేక్షణ్ గురించి నేర్చుకున్నాం ఓకే సిటీస్ ఒక ఇండెక్స్ గురించి చూసాం అందులోనే స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ సర్వే కూడా జరిగింది in Swachh Survekshan Grameen Telangana has topped in the large state category second పొజిషన్లో హర్యానా నిలిచింది థర్డ్ పొజిషన్లో వచ్చేసి తమిళనాడు నిలిచింది this is the very very important current affairs who top the recent Swachh Survekshan Grameen is Telangana second position is Haryana third position is Tamil Nadu ఇది కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు when you are writing your geography paper మీకు హైదరాబాద్ ఉంది దాంట్లోనే దీనికి సంబంధించినటువంటి వేరియస్ ఇనిషియేటివ్స్ కూడా వస్తాయి సిలబస్లో సో అక్కడ మీరు రాయచ్చు recently Telangana has won Swachh survey top position in the Swachh Survekshan Abhiyan Grameen so this shows that Telangana government is committed to improve improve the cleanliness and hygienity in rural areas also and Telangana has highest number of Swachh Survekshan cities in India which won the award around పదహారు సిటీస్కి తెలంగాణలో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు వచ్చాయండి సో అలా పాయింట్స్ని మీరు ఆన్సర్స్లో ఇంబైబ్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి okay so next Swachh Survekshan Grameen awards ranks the states and districts on the basis of their performance attend in క్వీ qualitative and quantitative parameters which they consider okay so among the smaller states కేటగిరీలో అండ్ యూనియన్ టెరిటరీస్ కేటగిరీలో Andaman and Nicobar won first rank and Dadra and Nagar Haveli second and Sikkim, Daman and Diu third and Sikkim in the fourth position. So large state category top ever Telangana, smaller states and union territory category top ever Andaman Nicobar. Okay. So next. This is another major initiative which was recently launched అండి one health joint action plan ఏంటి one health joint action plan twenty twenty two twenty twenty six who gave this one health joint action plan one health joint action plan వచ్చేసి మూడు ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చాయండి one is human health related institution WHO WHO another is animal health regarding institution that is World Organisation of Animal Health World Organisation of Animal Health next ఇంకొకటి ఎన్వైర్న్మెంట్కి సంబంధించినటువంటి institution that is United Nation Environment Programme UNEP ఈ మూడు సంస్థలు కలిసికట్టుగా ఒక one health programme or one health plan of action start చేశాయి for year twenty twenty two twenty six what is this one health concept I don't understand అనొచ్చు కదా సో కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత వన్ హెల్త్ అనే ఒక కాన్సెప్ట్ అనేది రైసింగ్లో ఉందండి ఎందుకంటే people say how did this COVID nineteen virus came animals నుంచే ఈ కోవిడ్ నైన్టీన్ వైరస్ వచ్చింది ముఖ్యంగా చైనాలో ఉన్నటువంటి మార్కెట్స్లో నుంచి ఎక్కడైతే వైల్డ్ ఎనిమల్స్ వారు కన్జ్యూమ్ చేసుకుంటారో అంటే అడవుల్లో ఉన్నటువంటి అడవి జంతువులు తెచ్చి కన్జ్యూమ్ చేస్తున్నారో అక్కడ నుంచే వచ్చింది ఎనిమల్స్ నుంచే రేపు ఫ్యూచర్లో ఎక్కువ డిజీజ్ వస్తాయి అని మనకు ఒక కాషన్ ఇచ్చింది కోవిడ్ నైన్టీన్ సో కాబట్టి ఎనిమల్ హెల్త్ అనేది హ్యూమన్ హెల్త్కి ఇంటర్ రిలేటెడ్గా ఉంది అలానే మీరు కనుక అడవిని నాశనం చేసినట్టయితే అడవిలో ఉన్న వైరస్లు వెంటనే జనాల్లోకి వస్తాయి అది కూడా చెప్తుంది అంటే ఎనిమల్ హెల్త్ కానివ్వండి ప్లాంట్ హెల్త్ కానివ్వండి human health they are all interrelated ముఖ్యంగా ఇందులో వర్స్ట్ అఫెక్టెడ్ ఎవరు ఉంటారు human is the vulnerable so కాబట్టి this game this came to the evolution of uh, one health joint action plan twenty twenty two twenty six వరకు ఎవరెవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు యుఎన్ఈపి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంకోటి వచ్చేసి World Organisation for Animal Health ఇవేంటంటే సర్వైలెన్స్ని పెంచడం ఎక్కడైనా ఎనిమల్కి సంబంధించినటువంటి ఎపిడెమిక్స్ బయటపడ్డప్పుడు వెంటనే ఇతర దేశాలకు చేరవేయడం జ పబ్లిక్లో దాని గురించి న్యూస్ రావడం తద్వారా జనాలందరూ కేర్ తీసుకోవడం okay so what does this action plan include enhance the capacities to strengthen the హ్యూ హెల్త్ సిస్టమ్ హెల్త్ సిస్టమ్ యొక్క కెపాసిటీస్ పెంచుకోండి reduce risk from zoonotic epidemics and pandemics జునోటిక్స్లో ఎపిడెమిక్స్ పాండమిక్స్ యొక్క రిస్క్ తగ్గించుకోండి control and eliminate the zoonotic neglected tropical and vector borne diseases okay malaria dengue okay kala azar వంటి డిజీజెస్ని తగ్గించుకోవాలని చెప్తుంది assess manage and communicate effectively the food safety risk food ద్వారా మనకు వచ్చేటటువంటి వ్యాధుల్ని తగ్గించుకోండి కర్బ్ యాంటీ మైక్రోబియాల్ రెసిస్టెన్స్ అంటే ఎక్కువగా మనం తీసుకునేటటువంటి యాంటీబయోటిక్స్ వల్ల మనకి యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్ అయినప్పుడు వచ్చేటటువంటి వ్యాధే these antibiotic resistance it is also called as slow pandemic ఒక రోజు వస్తుంది బయట ఉన్నటువంటి ఏ యాంటీబయోటిక్ మనలో పనిచేయకుండా పోతుంది కాబట్టి that's why it is called slow pandemic environment and health policies must be integrated environment policies health policies రెండు ఇంటిగ్రేటెడ్గా ఉండాలని చెప్పేదే ఈ యాక్షన్ ప్లాన్ యొక్క important points what are those again enhance capabilities of health reduce risk of zoonotic epidemics and pandemics control and eliminate zoonotic diseases especially vector borne diseases malaria dengue వంటివి assess and manage and communicate effectively regarding food based safety risk curb antimicrobial resistance తగ్గించుకోండి కొన్ని యాంటీబయాటిక్స్ తీసుకోవడం environment and health policies so next important current affair అండి పాలిటీలో this you can write in ethics అంటే మేల్ ఫిమేల్ ఈక్వాలిటీ కొరకు ఎథిక్స్ పేపరు లేదంటే ఎస్ఏ పేపర్ రాసేటప్పుడు వీటిని కోట్ చేయాలి quote that that recently BCCI has shown that men and women are no less and they are all equal women is no less than men women ఏ రకంగా మగ పురుషుల కంటే తక్కువ కాదు అని బీసీసీఐ వారు ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం మనకు చెప్తుంది ఏం తీసుకుందండి నిర్ణయం that BCCI has said it is gone give equal pay for men and women okay men ప్లేయర్స్కి ఉమెన్ క్రికెటర్ ప్లేయర్స్కి ఇద్దరికి సమానమైన పేమెంట్ ఇవ్వబోతున్నామని చెప్పేసి బీసీసీఐ వారు ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయం అందుకే ఇది న్యూస్లో ఉంది మరి ప్రపంచంలో అన్ని క్రికెట్ బోర్డ్స్ ఈక్వల్ పే చేస్తున్నా అంటే లేదు కేవలం ఒకే ఒక క్రికెట్ బోర్డ్ భారతదేశం కంటే ముందు ఈక్వల్ పే ఇవ్వాలని చెప్పింది that board is New Zealand board New Zealand మాత్రమే భారతదేశానికంటే ముందు ఈక్వల్ పే ఇస్తా అని చెప్పింది ఆ తర్వాత ఏ కంట్రీ కూడా చెప్పలేదండి దాని తర్వాత భారతదేశం India became the second country to give equal pays మామూలుగా చెప్పాలంటే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడినందుకు గాను ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్కి వచ్చేటటువంటి అమౌంట్ పదిహేను లక్షల రూపాయలు ఒక వన్ డే మ్యాచ్ ఆడితే ఆరు లక్షలు ఒక టీ ట్వంటీ ఆడితే మూడు లక్షలు ఇంతకుముందు అది ఈక్వల్గా లేకుండే ఇప్పుడు మహిళలకి పురుషులకి ఇద్దరికి సమానంగా ఒక టెస్ట్ మ్యాచ్కి పదిహేను లక్షలు వన్ డే మ్యాచ్కి ఆరు లక్షలు ఒక టీ ట్వంటీకి మూడు లక్షలు ఇవ్వాలని చెప్పేసి బీసీసీఐ చెప్పిందన్న విషయాన్ని you can note down okay very important so next important current affair from polity is an important judgement given by our chief justice U U Lalit నేను ఈ క్లాస్ మీకు అందే టైం కల్లా మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ జీవై డివై చంద్రచూద్ గారు మన chief fifty chief justice of ఇండియాగా నియమితులై ఉంటారు కాబట్టి don't get confused okay so what is this section sixty six A of information technology act two thousand okay IT act two thousand note down two థౌజండ్లో section sixty six A okay రెండు వేల పదిహేనులో అండి జస్టిస్ నరీమన్ గారి కింద ఇప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో శ్రేయా సింగల్ కేస్ శ్రేయా సింగల్ కేసులో section sixty six A of IT యాక్ట్ని అన్కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అది ఫండమెంటల్ రైట్స్కి అగెనెస్ట్గా ఉంది అని చెప్పేసి జస్టిస్ నరీమణి గారు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ఏ కేసులో అండి శ్రేయా సింగల్ కేసులో రెండు వేల పదిహేనులో section sixty six A unconstitutional అని చెప్పేసి మన సుప్రీంకోర్టే డిక్లేర్ చేసింది ఓకే సో దాని అర్థం ఏంటి సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏకి ఎటువంటి బ్యాకింగ్ ఉండదు ఇంకా అంటే దానిపైన ఎటువంటి కేసులు మీరు బుక్ చేయకూడదు కానీ ఇటీవల కాలంలో ఒక పిటిషన్స్ ద్వారా ఎన్జిఓ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పటికీ కూడా భారతదేశంలో దాదాపు ఏడు వందలకి పైగా సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ కింద కేసులు పెండింగ్లో ఉన్నాయి అని చెప్పారు సో దానికి గాను మన chief justice of India U U Lalit గారు ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్లో ఉన్నటువంటి పోలీస్ చీఫ్స్కి ఒక డైరెక్షన్ ఇచ్చారు సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ కింద ఉన్న కేసులు ఇంకా చెల్లవు సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ కింద కొత్త కేసులు బుక్ చేయకూడదని చెప్పేసి ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి గాను you have this topic all section sixty six A of IT act noted points Shreya Singhal case deals with section sixty six A అడగొచ్చు sir section sixty six A sixty six A అని ఎన్నిసార్లు అంటున్నారు మరి అసలు సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ అంటే ఏంటి సింపుల్ మీరు ఇంటర్నెట్ని యూజ్ చేసి ఒక ఈమెయిల్ ద్వారానో ఓకే వాట్సాప్ మెసేజ్ ద్వారానో ట్విట్టర్ ద్వారానో మీరు ఒక మెసేజ్ చేయడం ద్వారా అది పబ్లిక్లో డిస్టర్బెన్స్ చేకూర్చినా అది ఇంటిమిడేటింగ్గా ఉన్నా దానివల్ల ఎవరికైనా హాని కలుగుతుందని గమనించిన you can be arrested and imprison for three years మూడు సంవత్సరాల వరకు మీకు ఇంప్రిజన్మెంట్ కలుగుతుంది అయితే ఈ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏలో నేను చెప్పాను కదా ఇంటిమిడేషన్ అంటే మిమ్మల్ని కించపరచడం ఏదైనా ఒక వర్గాన్ని కించపరిచినట్టు మాట్లాడడం రెండు వర్గాల మధ్యలో గొడవ పెట్టడానికి ప్రయత్నించినట్టుగా మెసేజ్ పెట్టడం ఇవన్నీ కూడా చాలా వేగ్ టర్మ్స్ అండి ఒక సింపుల్ మెసేజ్ పెట్టినా మీ లోపల ఉన్నటువంటి ఒక ఐడియాని బయట పెట్టాలనుకున్నా మీ లోపల ఉన్నటువంటి డిసెంట్ ఒక పార్టీ మీకు నచ్చలేదు ఒక మినిస్టర్ ఇచ్చినటువంటి స్పీచ్ మీకు నచ్చలేదు దానికి అగెనెస్ట్గా మీరు ఒక కామెంట్ చేసినా కూడా దాన్ని ఈజీగా పోలీసు వారు ఇంటర్ప్రిటేట్ ఇంటర్ప్రిట్ చేసి మిమ్మల్ని జైల్లో వేయగలిగినటువంటి ఒక యాక్టే సిక్స్టీ సిక్సే సో ఇది ఇందులో వాడినటువంటి టర్మినాలజీ చాలా చాలా వేగ్గా ఉందని చెప్పి సుప్రీంకోర్టు వారు రెండు వేల పదిహేనులో శ్రేయా సింగల్ కేసులో ఈ యొక్క యాక్ట్ సిక్స్టీ సిక్స్ ఏ ఈ యొక్క ఐటీ యాక్ట్లో ఉన్నటువంటి సిక్స్టీ సిక్స్ ఏ సెషన్ అసలు కరెక్ట్ కాదు దీంట్లో వాడినటువంటి డాక్టరీన్ ఏంటంటే doctrine of severability or severability అంటే ఒక లా మొత్తంలో ఓకే డాక్టరీన్ ఆఫ్ సివిరబిలిటీ అంటే కట్ చేయగలము డాక్టరీన్ ఆఫ్ సివరబిలిటీ అంటే కట్ చేస్తాను ఆ పార్ట్ని ఒక మొత్తం లా చేశారు ఒక పెద్ద లా అంటే ఒక పెద్ద లాని తయారు చేస్తారు మీరు ఆ లాలో ఒక రెండు మూడు పార్ట్లు మాత్రమే సరిగ్గా లేవు సో అప్పుడు డాక్టరీన్ ఆఫ్ సివిరబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ని సుప్రీంకోర్టు వారు లాంచ్ చేసి ఏమంటారంటే మొత్తంలా కరెక్టే కానీ రెండు ముక్కలు మాత్రం నేను కట్ చేసి బయటపడేస్తా మిగతా అతికించుకొని ఆ లాని ఫాలో కాండి మిగతా లా మొత్తం కాన్స్టిట్యూషన్ పరంగానే ఉంది కేవలం ఈ రెండు లైన్లు మాత్రమే మీకు కాన్స్టిట్యూషన్కి అనుకూలంగా రాజ్యాంగబద్ధంగా లేదు అని చెప్పి దాన్ని కట్ చేస్తారు okay so that is what sixty six A You can know a bench led by Just Chief Justice Juju Lalit directed all Director Generals of Police as well as Home Secretaries of States and competent officers of Union Territories to instruct their entire police force in their respective states and Union Territories not to register complaint of crime with respect to alleged violation of Section 66A. ఎటువంటి కంప్లైంట్స్ తీసుకోకండి సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ కింద ఎందుకంటే సిక్స్టీ సిక్స్ ఏ అనేది రాజ్యాంగబద్ధమైంది కాదు అది ఎప్పుడో మేము కొట్టేసాము చేశాము the court clarified that direction would be apply only through the charge of section sixty six A not extended to other offences section sixty six ఏతో పాటు తను ఇంకేదైనా అఫెన్స్ చేశాడు అనుకోండి ఆ అఫెన్స్కి మాత్రమే శిక్ష ఈ యొక్క సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏకి శిక్ష ఉండదు okay so these are some extra points I would like to say చెప్పాను కదా రెండు వేల పదిహేనులో సుప్రీంకోర్టు వారు పోలీసులు దీన్ని ఇష్టారాజ్యంగా యూటిలైజ్ చేస్తున్నారు ఈ సిక్స్టీ సిక్స్ ఏనని గమనించి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి రోహితన్ నరీమన్ గారు రోహితన్ ఎఫ్ నరీమన్ గారు తన జడ్జిమెంట్లో ఇది రాజ్యాంగబద్ధమైంది కాదు అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చారు so I I won't be reading all this you can pass and read them okay important article okay ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చేసి ఏం జడ్జిమెంట్ అమ్ముతామండి శ్రేయా సింగల్ తను ఒక లా స్టూడెంట్ అండి తను తీసుకొచ్చారు ఇది ఓకే దీంట్లో వాడినటువంటి terms like annoyance okay annoyance అంటే మీరు వారి మెసేజ్ వల్ల నేను అనాయ అయినాను నాకు అంత పిచ్చి లేచింది దానివల్ల అని మీరు చెప్తే అరెస్ట్ చేయొచ్చు వాళ్ళు సో అనాయన్స్ అంటే ఒక మిస్చీవ్గా మెసేజ్ పాస్ చేశారు అంటే ఏ మెసేజ్ అయినా మిస్చీవ్గానే కనిపిస్తుంది కదా so this terminology or wording use in this section were not correct అని చెప్పేసి సుప్రీంకోర్టు వారు దీన్ని కొట్టేశారనమాట వేగ్ అని చెప్పేసి ఆ తర్వాత చెప్పాను కదండి ఒక ఎన్జిఓ అండి People's Union for Civil Liberties ఈ పిటిషన్ని వేసింది చెప్పింది ఏంటంటే అసలు మీరు కొట్టేసిన తర్వాత కూడా దాదాపు ఏడు వందలకు పైగా కేసులు అనేటివి పెండింగ్లో ఉన్నాయి స్టేట్స్లో కాబట్టి దీని గురించి ఒక డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పారు okay as many as seven hundred and forty five cases are still pending under section sixty six A so already చెప్పాను కదా శ్రేయా సింగల్ కేసు కింద కొట్టేశారు కాబట్టి మళ్ళీ దీని గురించి సపరేట్ జడ్జిమెంట్ లేదు so you have to delete that అని చెప్పేసి సుప్రీంకోర్టు వారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది so next important current affair from polity or policies perspective is that recently అండి మన Ministry of Health and Family Welfare గారు వరల్డ్ మెంటల్ డే రోజున వరల్డ్ మెంటల్ డే రోజున that is on October tenth రోజు వరల్డ్ మెంటల్ డే జరుపుకుంటాం ఆ రోజున ఒక కొత్త ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశాడు దాని పేరే టెలిమానస్ టెలిమానస్ అంటే tele mental health assistance mental health assistance and networking across states మనకి ముఖ్యంగా ఇండియాలో కోవిడ్ నైన్టీన్ తర్వాత మెంటల్ హెల్త్ గురించి చాలా ఇంపార్టెన్స్ పెరిగిందండి సో మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోతే వ్యక్తులు ఏం చేస్తారు సూసైడల్ అటెంప్ట్స్ చేస్తారు ఓకే జనాలపైన అటాక్ చేస్తారు so in order to make you emotionally strong to keep your mental health good central government వారు తీసుకొచ్చినటువంటి ఒక ఇనిషియేటివే tele mental health assistance and network across states ఏంటి Tele MANAS so what does this Tele MANAS do Tele MANAS first మీరు కాల్ చేయొచ్చు this will be a toll free number so you will call first మీరు కాల్ చేస్తారు టోల్ ఫ్రీ నెంబర్కి అక్కడ మీకు ఒక ఐవీఆర్ఎస్ ఉంటుంది ఓకే ఐవీఆర్ఎస్ అంటే ఆల్రెడీ కంప్యూటర్ ఫార్మాట్ ఉంటుంది సో అక్కడ మీరు మీ యొక్క రిక్వెస్ట్ని పెడతారు that IVRS will connect you to a telecaller ఒక టెలికాలర్కి మీ ఇబ్బందిని చెప్తారు ఆ టెలికాలర్ నెక్స్ట్ స్టేజ్కి మీరు ఆ టెలికాలర్తో కూడా సాటిస్ఫై కానప్పుడు నెక్స్ట్ స్టేజ్లో ఉన్నటువంటి ఒక హెల్త్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్కి మిమ్మల్ని టార్గెట్ చేస్తారు సో మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ మీకు కౌన్సిలింగ్ ఇస్తారు so if they think that you are not satisfied or it's not enough next మీరు మిమ్మల్ని ఒక డాక్టర్కి కూడా అసైన్ చేస్తారు ఒక హెల్త్ హెల్త్ డాక్టర్ ఒక సైకియాట్రిక్ అసైన్ చేస్తారు you can go to the doctor directly in physical or you will be directed to e Sanjeevani portal where you can talk to the doctor digitally face to face okay this is ఈ మానస్ వరల్డ్ మెంటల్ డే రోజు జరుపుకున్నామండి వరల్డ్ మెంటల్ డే అక్టోబర్ టెన్త్ను జరుపుకుంటాం ఈ సంవత్సరం జరిగినటువంటి వరల్డ్ మెంటల్ డే యొక్క థీమ్ ఏంటి అంటే making mental health well being for all a global priority making mental health well being for well mental health and well being for all a global priority mental హెల్త్ని గ్లోబల్ ప్రియారిటీ చేయాలని చెప్తున్నారు అయితే ఈ టెలిమానస్ అనే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి బాడీస్ ఏంటి ఏ స్కీమ్ అయినా ఇంప్లిమెంటేషన్ బాడీస్ కావాలి కదా దీని ఇంప్లిమెంటేషన్ చేసేది National Institute of Mental Health and Neuro Sciences hands this is in Bengaluru recently అండి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో మీకు ఈ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి National Institution for Mental Health NIMHANS ఎక్కడ ఉంది మ్యాచింగ్లో వచ్చాయి మ్యాచింగ్లో వచ్చాయి సో మ్యాచింగ్లో వచ్చినందుకు గాను if you are familiar with this National Institute of Mental Health and Neuro Sciences ఉంది బెంగళూరులో ఉంది ఇది ఒకవేళ ఆ రోజు మీరు చదువుకొని ఉంటే ఆ యొక్క మ్యాచింగ్ మాత్రం ఖచ్చితంగా పెట్టేవారు okay under this Tele MANAS National Institute of Mental Health and Neuro Sciences plus triple IT Bengaluru triple IT Bengaluru will be the nodal agencies to provide networking connection so దీనికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒక టెలిఫోన్ నెంబర్ ఉంటుందండి toll free that is fourteen fourteen thousand four hundred and sixteen that is one four four one six will be your telephone number, free mobile network. So Nodal Center is NIMHANS, National Institute for Mental Health and Neurosciences. Next technology support triple IT Bengaluru ఇస్తుంది ఫైవ్ రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉంటాయి twenty one plus one mentor institution fifty one state union territory telemed tele MANAS call cells కూడా ఉంటాయి ప్రతి స్టేట్కి ఒక సెల్ ఉంటుంది సో యాజ్ సెడ్ ఎలా ఉంటుంది ఫస్ట్ కాల్ చేస్తారు ఐవీఆర్ఎస్లో మీ యొక్క ఇబ్బంది చెప్తారు నెక్స్ట్ ఒక కౌన్సిలర్ ఎవరైతే అక్రెడిటెడ్ లేదా ట్రైన్డ్ అయి ఉంటారో వారికి దక్కుతుంది నెక్స్ట్ ఆ కౌన్సిలర్ గారు మీకు ఏమైనా స్పెషల్ కేర్ కావాలంటే మెంటల్ హెల్త్ స్పెషలిస్ట్కి పంపిస్తారు ఒక సైకియాట్రిస్ట్ ఒక వర్కరో వారికి పంపిస్తారు అక్కడ నుంచి this call can be also be sent to tier two level where in person services will be provided హాస్పిటల్స్కి పంపించగలరు అనమాట so next important current affair అండి AFSPA that is armed forces special power act armoured forces special power act అంది ఇది న్యూస్లో ఎందుకుందంటే recently armoured forces special power యాక్ట్ని ఇంకో సిక్స్ మంత్స్ పాటు ఎక్స్టెండ్ చేశారండి రెండు రాష్ట్రాల్లో ఒకటి వచ్చేసి అస్సాం ఇంకోటి వచ్చి sorry Arunachal Pradesh and Nagaland this act has been extended for six four months అసలు ఈ ఆఫ్స్పా అంటే ఏంటి armoured forces special power act ఆఫ్స్పాలో అండి ఒక సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ పర్సన్కి ఆర్మీ పర్సన్కి డిస్టర్బ్డ్ ఏరియాస్లో ఒక డిస్టర్బ్డ్ ఏరియా అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇద్దరికి కూడా అర్హత ఉంటుంది ఒక ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేసేందుకు అంటే అక్కడ అటువంటి శాంతి భద్రతలు సరిగ్గా లేకపోవడము అలా ఉన్నప్పుడు డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేస్తాం అలాంటి ఏరియాస్లో మిలిటరీకి సెంట్రల్ ఆర్మీ ఫోర్సెస్కి ఎక్కువ పవర్ ఇస్తామన్నమాట to control the situation at the ground level ఆ పవర్స్ అనేటివి చాలాసార్లు మిస్యూజ్ అవుతూ ఉంటాయి even in armed forces special power act ఎటువంటి వారెంట్ లేకుండా without any warrant the armoured personnel can search your house warrant లేకుండా మీ ఇంట్లోకి చొచ్చుకొని మీ ఇంట్లో మొత్తం సామాన్ అంతా చెల్లా చెద్దరు చేసి సర్చ్ చేయవచ్చు he can shoot you without any warning నీకు ఎటువంటి వార్నింగ్ ఇవ్వకుండా నేను షూట్ చేసినా కూడా ఎటువంటి ప్రాసిక్యూషన్ ఉండదు with mere suspicion just suspicion నాకు డౌట్ వచ్చిందని చంపేసిన అంటే ఏముండదు ఇంకక్కడ so that is what AFSPA is so AFSPA is a version of British era law which was used during Quit India Movement Quit India Movement పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగినప్పుడు armed forces special power act లాంటి యాక్ట్ని లాంచ్ చేశారు స్వతంత్రం వచ్చిన తర్వాత భారత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆస్పాని మళ్ళీ భారత ప్రభుత్వం వారు లాంచ్ చేయడం జరిగింది to control insurgencies in India ఆ తర్వాత GB Pant okay GB Pant గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ యొక్క ఆప్స్పా అనేది ఫస్ట్ టైం ఫ్రేమ్ అయింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో దీనికి సరైన లాగా ఏర్పడింది ఆఫ్స్పాలో చాలా వర్షన్స్ ఉంటాయండి ఆఫ్స్పా పంజాబ్ ఉంటుంది ఆఫ్స్పా జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటుంది AFSPA in Manipur and Arunachal Pradesh ఉంటుంది సో ఇక్కడ ఆఫ్స్పా మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే north east version north east version దీంట్లో నాగాల్యాండ్ అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ మిజోరాం అన్ని స్టేట్స్ ఇంక్లూడ్ అయ్యాయి కానీ కొద్ది కొద్దిగా ఒక్కో స్టేట్ నుంచి ఈ ఆఫ్స్పా అనేది తొలగిస్తూ వచ్చాం ముందుగా త్రిపురలో ఆఫ్స్పాని పూర్తిగా తొలగించాం నెక్స్ట్ మిజోరాంలో తొలగించాం మణిపూర్లో ఆల్మోస్ట్ డన్ ఎక్కువగా ఆఫ్స్పా ఉన్నటువంటి ప్రదేశాలు అస్సాంలో కొన్ని ప్రదేశాలు నాగాల్యాండ్ ఎస్పెషల్లీ కొన్ని ప్రదేశాలు ఇంకొన్ని వచ్చేసి మీకు అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతం ఆఫ్పా అనేది ఇప్పటికీ రన్ అవుతుందనే విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి okay Armed forces special Power Act 1958 you can note down. So recently it had been extended for six more months in the state of uh, uh, Arunachal Pradesh and Nagaland మీరు అనొచ్చు సార్ మరి ఇది రాజ్యాంగబద్ధమైన అంటే ఎస్ నైన్టీన్ నైంటీ ఎయిట్లో సుప్రీంకోర్టు వారు కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఇచ్చారు ఆఫ్స్పాకి ఈవెన్ సెకండ్ ఏఆర్సీ కమిషన్ ఏంటండి second administrative reforms commission justice Jeevan Reddy commission అని రెండు వేల నాలుగులో జరిగిందండి justice Jeevan Reddy Jeevan Reddy committee on AFSPA ఈ రెండు కమిటీస్ కూడా ఏం చెప్పాయంటే అసలు ఇది సరైంది కాదు దీన్ని వెంటనే డిలీట్ చేయండి దీన్ని వెంటనే నిర్వీర్యం చేయండి అని చెప్పేసి జస్టిస్ జీవన్ రెడ్డి కమిటీ మరియు సెకండ్ ఏఆర్సీ రెండు కూడా రికమెండ్ చేసినా కూడా నేటికైతే ఈ లా స్టిల్ అప్లికబుల్గా ఉంది this is very important current affair and the last current affair for this day ఏంటండి multi state cooperative society amendment బిల్కి పార్లమెంట్లో ప్రవేశం పెట్టేందుకు గాను క్యాబినెట్ వారు నిర్ణయించుకున్నారని చెప్పేసి న్యూస్లో ఉంది multi state cooperative society amendment bill twenty twenty two cabinet వారి ఆమోదం పొందింది నెక్స్ట్ పార్లమెంట్లో ప్రవేశపెడతాం ఓకే సో ఈ బిల్లుకి సంబంధించినటువంటి రెండు ఇంపార్టెంట్ ఇన్ఫోగ్రాఫ్స్ ఇక్కడ ఉన్నాయి ఇది చదివితే సరిపోతుంది అసలు ఈ బిల్ దేని గురించి చెప్తుంది మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ గురించి డీల్ చేస్తుంది ఈ బిల్లో మనం కోఆపరేటివ్ సొసైటీస్ ముఖ్యంగా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే రెండు మూడు స్టేట్స్లో ఈ కోఆపరేటివ్ సొసైటీ ఎగ్జిస్ట్ అయి ఉండాలి ఓకే సో కోఆపరేటివ్ సొసైటీస్ అనేది రాజ్యాంగంలో మనం ninety seventh constitution amendment act two thousand twelve తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ రెండు వేల పన్నెండులో కోఆపరేటివ్ సొసైటీస్ అనేటి టాపిక్ని మనం ఇన్సర్ట్ చేసుకున్నాం తద్వారా డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీని అమెంట్ చేసుకున్నాం ఫండమెంటల్ రైట్గా కోఆపరేటివ్ ఫార్మేషన్ని మనం చేసుకున్నాం ఓకే అయితే ఈ మధ్యకాలంలో జూలై రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన జడ్జిమెంట్ ఇచ్చిందండి కోఆపరేటివ్ సొసైటీస్ మీద దాని గురించి కూడా నేను మీకు చెప్తాను సో దాంట్లోకి వెళ్ళే ముందు first let us see what is the multi state cooperative society amendment bill దీంట్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు క్యాబినెట్ వారంటే cabinet approves multi state cooperative societies amendment bill twenty twenty two so దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి setting up of cooperative society election authority ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీస్కి ఎలక్షన్ ఎవరు చేయాలి దానికి అథారిటీని పెడతాం so cooperative society information officer next cooperative ombudsmen cooperative సొసైటీస్లో జరిగేటటువంటి గ్రివెన్సెస్ అన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి సో దానికంటూ ఒక బర్డ్స్మెన్ పెడతాం ఓకే అనేది ఇందులో చెప్పారనమాట cooperative information officer cell will enhance transparency అసలు కోఆపరేటివ్ సొసైటీలో ఫండింగ్ ఎలా వస్తుంది దేనికి యూజ్ చేస్తున్నాం అన్న ట్రాన్స్పరెన్సీ కోసం cooperative ombudsmen will provide for mechanism for redressal of member grievances and election authority అనేది టైమ్లీ ఎలక్షన్ని కండక్ట్ చేసడానికి ప్రయత్నిస్తుంది నెక్స్ట్ అలానే ఈ బిల్లో రిప్రజెంటేషన్ అంటే ఉమెన్ రిప్రజెంటేషన్ ఎంత శాతం ఉండాలి షెడ్యూల్ ట్రైబ్స్కి షెడ్యూల్ క్యాస్ట్కి ఎంత రిప్రజెంటేషన్ ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఎంత రిప్రజెంటేషన్ ఉండాలి ఏ విధంగా విల్ ఎన్హాన్స్ ఈ బిల్లు ద్వారా కోఆపరేటివ్ సొసైటీకి ఫ్రీడమ్ ఇవ్వడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది పెరుగుతుంది గవర్నెన్స్ ఇంప్రూవ్ అవుతుంది ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ అవుతుంది అకౌంటబిలిటీ కోఆపరేటివ్ సొసైటీలో పైసా పైసా ఖర్చుకి అకౌంటబిలిటీ కూడా చూపించేందుకు గాను ఈ బిల్ ఎంతగానో దోహదపడుతుందని మీరు గుర్తు చేసుకోవాలి నా కోఆపరేటివ్ సొసైటీస్ కమింగ్ బ్యాక్ చెప్పాను కోఆపరేటివ్ సొసైటీస్ రాజ్యాంగంలో అంటే ఎప్పటి నుంచో ఉన్నా కానీ దెవర్ గివెన్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఎప్పుడు వాటికి రాజ్యాంగ స్థాయిని కల్పించాము అంటే మనం ninety seventh constitutional amendment two thousand twelve ద్వారా we've given them constitutional status 11 12 okay around that so tadwara we have amended fundamental right saying that uh, right to form a cooperative society is a fundamental right cooperative society సొసైటీని form cheyadam fundamental right ani cheptunnaru according to article 19 so directive principle of state పాలసీస్ని అమెండ్ చేసుకున్నాం దాంట్లో ఆర్టికల్ ఫార్టీ త్రీ బీని ఇన్సర్ట్ చేసుకున్నాం ఆ తర్వాత రాజ్యాంగంలో article two forty three ZH నుంచి జెడ్టీ వరకు కొత్త ఆర్టికల్స్ని మనం ఇన్సర్ట్ చేసుకున్నాం with in the part nine B a new part nine B was inserted in the constitution with articles ranging from two forty three ZH to two forty three ZT similar రాజ్కి దగ్గర దగ్గర ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నమాట ఇవి so it authorizes the parliament parliament to establish relevant laws in the case of multi state cooperative societies and state legislatures in the case of cooperative societies okay ఏమో స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్కి పవర్ ఇస్తుంది సెంటర్కి ఏమో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్కి ఎలాగైనా మీరు మాడిఫై చేసుకోవచ్చు అని పవర్ ఇచ్చిందనమాట according to this ninety seventh constitution amendment so చిన్న స్టాటిస్టిక్స్ చూస్తే భారతదేశంలో దాదాపుగా పదహారు వందల పైచిల్పు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయండి Maharashtra tops in the multi state cooperative societies అత్యధిక మొత్తంలో కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నటువంటి రాష్ట్రం Maharashtra followed by Uttar Pradesh and Delhi okay దీంట్లో దాదాపు నూట అరవై క్రెడిట్ సారీ ఆరు వందల పది క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి ఇదే అత్యధిక మొత్తంలో followed by agri oriented cooperative societies There are around 100 multi-state cooperative dairies and 70 multi-state cooperative banks. So వందకి పైగా multi state cooperative dairy cooperations ఉన్నాయి డెబ్బైకి పైగా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి సో అలానే ఈ కోఆపరేటివ్ మూమెంట్ని ఎందుకంటే అండి కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఇండియన్ సొసైటీలో ఒక భాగం అందరూ కలిసికట్టుగా అంటే you are collectively owning an asset కలిసికట్టుగా ఒక అసెట్ని మీరు గెయిన్ చేస్తున్నారు సో తద్వారా that benefits are distributed to every person even poor person కూడా బెనిఫిట్ వస్తుంది ఊహించుకోండి ఒక వంద మంది స్మాల్ ఫార్మర్స్ లేదా మార్జినల్ uh, ఫార్మర్స్ ఒక్కొక్క ఎకరం కలిగినటువంటి ఫార్మర్స్ అందరూ ఒకే చోటకు చేరుకొని వంద ఎకరాల భూమి కనుక వాళ్ళు సాగు చేస్తే మోనోక్రాపింగ్ చేస్తే వాళ్ళకి లాభాలు ఎక్కువగా ఉంటాయి so that's the cooperative movement so in order to encourage this cooperative movement government of India has formed a new ministry in the year twenty twenty one రెండు వేల ఇరవై ఒకటిలో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ అని చెప్పి ఒక కొత్త మినిస్ట్రీని ఫామ్ చేశారు అంతకుముందు కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారి ఆధ్వర్యంలో ఉండేటివి ఓకే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ ఒక నినాదం what is the vision that సహకార్ సమృద్ధి కోఆపరేటివ్ వల్ల మీరు ప్రాస్పెరిటీ పొందుతారు అని చెప్తున్నారు to do ease of doing business by using multi state cooperative society is major aim of this ministry ఎప్పుడు ఫామ్ చేశారు ministry of cooperative in two thousand twenty one నేను చెప్పాను రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించి అన్నాను what is the judgment in two thousand twenty one under union of India versus Rajender N Shah గారి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే it deleted supreme court deleted deleted certain sections certain sections of article nineteen B ఏంటంటే అండి ఈ యొక్క నైంటీ సెవెంత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది ఫామ్ చేసినప్పుడు ముఖ్యంగా కోఆపరేటివ్ సొసైటీస్ అనేది స్టేట్ లిస్ట్లో ఉందండి కోఆపరేటివ్ సొసైటీస్ దేంట్లో ఉంది స్టేట్ లిస్ట్లో మెన్షన్ చేసింది multi state cooperative societies union లిస్ట్లో ఉంది multi state cooperative societies union లిస్ట్లో ఉంటే స్టేట్ లిస్ట్లో మాత్రం కోఆపరేటివ్ సొసైటీస్ అనేది మెన్షన్ చేశాం మరి స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ పైన సెంటర్ లా చేస్తే అది స్టేట్స్ అన్నిటికీ అప్లికబుల్ కావాలి అంటే మనకు ఉన్నటువంటి రూల్ ఏంటండి according to article three sixty eight that is constitutional amendment ప్రకారం మనకు ఉన్నటువంటి రూల్ ఏంటి ఆ యొక్క వన్ థర్డ్ ఆఫ్ స్టేట్స్ కనీసం ఒకటి బై మూడో వంతు స్టేట్స్ అనేటివి ఆ లాని రాటిఫై చేస్తేనే అది భారతదేశం మొత్తానికి అప్లికబుల్ అవుతుందని రూల్ ఉంది మరి అసలు స్టేట్స్ని కన్సిడర్ చేయకుండా ఖచ్చితంగా స్టేట్స్ ఇదే పద్ధతి ఫాలో కావాలి ఇలానే ఎలక్షన్ పెట్టాలి అని చెప్పేసి మీరు తొంభై ఏడో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఎలా చెప్తారు మీరు మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్కి పెట్టుకుంటే పెట్టుకోండి రూల్స్ ఇలానే చేస్తాం ఇలానే ఎలక్షన్ ఉంటుందని మరి ప్రతి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలకి ఒకే పద్ధతిలో ఎలక్షన్ జరగాలి ఒకే పద్ధతిలో ఇది ఉండాలి కోఆపరేటివ్ సొసైటీస్ అని ఎలా చెప్తారో అది సరైంది కాదు అది రాజ్యాంగ సవరణ కిందికి రాదు అది మరీ స్టేట్ లిస్ట్లో కూడా ఉంది కాబట్టి కాబట్టి స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించినటువంటి మాత్రం మేము డిలీట్ చేస్తున్నాం మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్కి ఉంచేస్తున్నాం సో ఇక్కడ కూడా డాక్టర్ ఆఫ్ సివిరబిలిటీ యూజ్ చేసింది లా మొత్తం కరెక్టే కానీ రాష్ట్రాలకు సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించినటువంటి రూల్స్ ఇందులోంచి తీసివేయబడ్డాయి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్కి ఇది అప్లికేబుల్ అవుతుంది సో అందుకే ఆ బిల్ ప్రవేశపెడుతుంది అనమాట okay so this is what union of india versus rajendra ensha case state cooperative societies ni 97th constitutional amendment dwara teesukochina 20 state cooperative articles ki sambandhinchina 20 rules conditions delete cheyabaddai okay so now here we come to the end of this session i hope you are enjoying our classes thank you for watching our video this is nikhil from achievers academy thank you